స్టాప్ స్టాప్ అమ్మా ఎండలో భలే దొరికేవయ్యా బాబు అమృత్ విలాస్కి వెళ్ళాలి ఎంత ఇమ్మంటావు అమృత్ విలాస గంటే ఏంది గ్యాడ్ గంటే ఏందా ఈ కాలనీలోనే ఆటో తిప్పుతూ ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అమృత విలాస్ తెలియదంటావా దగ్గరే అన్నావుగా నడిచిపోమల్లా the famous hotel Amrut Vilas తెలియదంటాడేంటిడు hello mister can you show me the way to great Amrut Vilas ఏమండి అమృత్ విలాస్ దారెట్టండి అట అటే అమృత్ విలాస్ అంటే పైల్స్ దవాఖానా కదా పైల్స్ దవాఖానా కాఫీ టిఫిన్ ఖానా దిక్కుమాలదవా దిక్కుమాలదవా ఎవడైనా మూలసంఖ్ హాస్పిటల్కి అమృత్ విలాస్ ఉడిపి నివాస్ అని పేర్లు పెట్టుకుంటాడా చెయ్యి సార్ ఇక్కడ దవాఖానా చి చి, సార్ ఇక్కడ అమృత్ విలాస్ ఎక్కడుందో మీకు తెలుసా అమృత్ విలాస అంత ఆలోచిస్తారేంటండి బాబు ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది ఆ సువాసనలు బట్టి చెప్పేయొచ్చు ఓ అదా పక్క వీధిలో ఉంది కదా పక్క వీధిలోనా పబ్లిక్ టాయిలెట్స్ అక్కడే కదా రామ రామ మీరు వెళ్ళండి సార్ అర్జెంట్ అనుకుంటా అమృత్ విలాస్ ఇదేనా బాబు రూపాయి ఇవ్వండి అమృత్ విలాస్ ఇదే కదయ్యా తెలియదు ఈ బోడి ముక్క చెప్పడానిక ఈ సోడా కొట్టి నా చేతిలో పెట్టావు బోర్డు కింద బిజినెస్ చేస్తూ అమృత్ విలాస్ ఎక్కడుందో తెలియనంత అజ్ఞానంలో ఉండిపోయావు అనమాట నువ్వు ఓ సిదా ఇది అరవై హోటల్ కదండి అరవై మూడు హోటలా రంజీ నీకు ఈ విషయం తెలుసా ఎవ్వరికీ తెలియదు అంత సీక్రెటా నాకు చెప్తా ఇది మనిద్దరికే తెలిసిన టాప్ సీక్రెట్ మనం హోటల్ నడుపుతున్నామని దాని పేరు అమృత విలాస్ అన్న విషయం నూటికి తొంభై తొమ్మిది మందికి తెలియదు తెలిసిన ఒక్కడు కూడా ఈ హోటల్ సర్వం కడదా అనుకుంటున్నాడు అదేంట్రా మనం వరల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ అనుకున్నాం కదా మనం వరల్డ్ ఫేమస్ కాదు కదా కనీసం వీధి ఫేమస్ కూడా కాదు అందుకే మన టర్న్ ఓవర్ ఎప్పుడు ఓవర్గా టర్న్ అవట్లా ఒరే అంజీ మన బతుకు మన బిజినెస్ ఇలాగే అజ్ఞాతంగా పండిపోతాయేమోరా నువ్వేం దిగులు పడకరా మనం ఇప్పటివరకు క్వాలిటీ గురించి ఆలోచించి పబ్లిసిటీ నెగ్లెక్ట్ చేసాం మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ డోంట్ వర్రీ ప్రచారం మొదలు పెడితే ప్రభంజనంలా వస్తారు ప్రేక్షకులు ప్రేక్షకుల అవును ప్రకటన చూసేవాళ్ళు వచ్చి మేసేవాళ్ళు అంత పాపులర్ అవుతామంటావా నీకు డౌట్ ఏంట్రా అసలు సిటీలో ఎక్కడ చూసినా అమృత విలాస్ పేరే కనబడేలా చేద్దాం ఒక్కసారి ఇమాజిన్ చేయి పెద్ద పెద్ద అక్షరాలతో మెయిన్ సెంటర్స్లో మలుపుల్లో సినిమా థియేటర్స్లో బస్ ఎక్కేటప్పుడు ఫ్లైట్ దిగేటప్పుడు ఎక్కడ చూసినా అమృత విలాస్ పేరే Amrutha Vilas sponsors Begumpet airport you are entering Amrutha Vilas city Amrutha Vilas మంచి రుచులు మీ ముంగిట్లో అమృత విలాస్ సినిమా ఇక్కడ చూడండి కాఫీ అమృత విలాస్లో తాగండి ఇక్కడికి ఆరు కిలోమీటర్లు మాత్రమే అమృత విలాస్ సినిమా ఇక్కడ చూడండి టిఫిన్ అమృత విలాస్లోనే తినండి ఇక్కడికి ఆరు కిలోమీటర్లు మాత్రమే Amrutha Vilas pesarattu gold belt approval పొందినది Amrutha Vilas service with a smile city మొత్తం మారుమోగిపోయేలా చేద్దాం అప్పుడు హ్యాపీయా నో సిటీ సరిపోదు నాకు స్టేట్ కావాలి ఐ వాంట్ ది రాష్ట్ర ఆంధ్ర అంతా తెలియాలి అందరిళ్లలోకి వెళ్ళాలి అంటే అంటే దగ్గరి దర్శన్ టీవీ ఎస్ అసలు ఇవన్నీ కాదు ఎలక్ట్రానిక్ మీడియాను మించిన పబ్లిసిటీ లేదు ఓన్లీ టీవీలోనే యాడ్ ఇద్దాం కాల్ ది యాడ్ ఏజెన్సీ అవును అంత హై లెవెల్లో చేద్దాం ఓకే మీరేం ఫీల్ అవుతుంది లో లెవెల్లో ఉందని యాడ్లో బాగా చూపెడదాం లో లెవెల్ వర్రీ అవద్దని చెప్తున్నాం కదా ప్రోడక్ట్ ముఖ్యం కాదు ప్రమోట్ చేసే మోడల్ ముఖ్యం మోడల్ అంటే ఎవరుంటారు as you like top and cricket star కావాలంటే సచిన్ ఉన్నాడు పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాడు ఫిల్మ్ స్టార్ కావాలంటే అమితాబ్ ఉన్నాడు పెద్దవాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తాడు ఇద్దరినీ పెడితే అందరినీ అట్రాక్ట్ చేయొచ్చేమో గుడ్ ఐడియా మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు మీ బడ్జెట్ ఓకే చేసి అడ్వాన్స్ పే చేస్తే షూటింగ్ ఎప్పుడు చెప్పొచ్చు how much do you think the cost will be seven crores I అంటే ఏడు కోట్లు ఓ రూపాయి అటు ఇటు ఏడు పక్కన ఏడు సున్నాలు మరీ సెవెన్ స్టార్ రేంజ్ కాకుండా కొంచెం okay last cricket star G V Shankar ఇతను టెస్ట్ ప్లేయరా వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయరా పక్క గల్లీలో రబ్బర్ బాల్తో ఆడతాడు పోనీ ఫిల్మ్ స్టార్ ఏవి నెమలరావు నెమలరావా అంటే ఈయన కూడా సినిమాల్లో నటించిన ట్యాక్ చేస్తాడా లేదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ మరి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏం మోడల్స్ అండి మీరు ఇచ్చే అమౌంట్కి వంకర మొహం వాళ్ళు కూడా రారండి ఈ మాత్రం దానికి మనం యాక్ట్ చేయొచ్చుగా మనమా ఎస్ మీరా ఎస్ ఎస్ మేమే నో ఏ మా హోటల్ ఇమేజ్ దెబ్బతింటుందనా కాదు మా యాడ్ ఏజెన్సీ ఇమేజ్ పోద్దని మమ్మల్ని మరీ అంత తక్కువ అంచనా వేయటం ఏం బాలేదు జీవి శంకరు ఏవి రావు పాటి చేయమా మేము అబ్బే అదేం కాదు మీకు మరీ ఎక్స్పీరియన్స్ లేదని మీకు స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది త్రీ వీక్స్ అప్పటికి మేం కూడా ready with full film training Poona film institute ఇదేదో మంచిదేలా ఉందిరా త్రీ ఇయర్స్ కోర్సా వెరీ లాంగ్ కిందేంటి stardom film institute three months అయినా కష్టమే ఇచ్చుడు స్టార్ బర్త్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇది త్రీ మంత్సే అరే ఇదిగోరా పూనా యాడ్ కింద ఇంకో యాడ్ సూనర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంట three weeks crash course seven thousand five hundred fees మీరు ఈ రోజు నుంచే క్లాసులకి అటెండ్ అవ్వండి ఓకే స్టూడెంట్స్ థీరీ అయిపోయింది ఇక practicals mister Amrutha and Anjaneyulu మీకు సీన్ అర్థమైందా డైలాగ్స్ గుర్తున్నాయా అయితే స్టార్ట్ చేద్దామా ఓకే కమ్ రండి కమాన్ సురేష్ స్టార్ట్ చేద్దామా లైటింగ్ అంతా రెడీయా ready lights okay all the best bless me all the best Amrutham Suresh రెడీయా ready order roll running action action అయ్యా యాక్షన్ చెప్పానయ్యా చేస్తామండి యాక్షన్ మిస్టర్ uh, అమరీష్ నా స్థలం విషయంలో తలదూర్చావంటే కట్ నీ ప్రాణాలు తోడేస్తా కట్ అది మీ తాతగాడి స్థలం అనుకున్నావా నేను యాక్షన్ మొదలెట్టండి కట్ అన్నప్పుడు ఆపండి అలాగేనండి రోల్ రన్నింగ్ మిస్టర్ అమరీష్ నా స్థలం విషయంలో తలదూర్చావంటే ఊరుకోను నీ ప్రాణాలు తోడేస్తా ప్రాణాలు తోడేస్తా ఆపవయ్యా బాబు ఏమైంది సార్ నేను యాక్షన్ అనడానికి ముందు సవాలక్ష అంటాను దయచేసి అవన్నీ పట్టించుకోవద్దు యాక్షన్ అన్నాకే మొదలు పెట్టండి hmm. Okay okay sir ready ready roll camera action mister Amaresh నువ్వు నా స్థలం విషయంలో స్థలం విషయంలో ఏదో అందించిన స్థలం విషయంలో స్థలం విషయంలో అది మీ తాతగాడి స్థలం కాదు తాతగాడి సార్ uh, స్థలం విషయంలో కలెక్ట్ చేసుకో కలెక్ట్ చేసుకున్నాడు కలెక్ట్ చేసుకున్నాడు కలెక్ట్ చేసుకున్నాడు అంటే కలెక్ట్ చేసుకున్నా అంటే ప్రాణాలు తోడేస్తా అది మీ తాతగాడి స్థలం అనుకున్నా అంతవరకు ఓకేనా సార్ నీ బొమ్మ ముందే డైలాగులు ప్రిపేర్ అయ్యారండి లైట్స్ ఆఫ్ మేము ఇప్పుడు పక్క ready sir roll camera running action mister రమరేష్ నువ్వు నా స్థలం విషయంలో తలదూర్చావంటే నీ ప్రాణాలు తోడేస్తా అది మీ తాతగారి స్థలం అనుకున్నావా కుర్రకుంక అక్కడ ఉండు కట్ కట్ ఏమయ్యా డైలాగ్స్ బట్టి కొట్టారు బాగానే ఉంది ఎక్స్ప్రెషన్ అది మూడేది ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకున్నట్టు ఉండాలి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్టు కాదు ఇప్పుడు ఇప్పుడు చూడండి sir okay Suresh roll roll rolling sir action mister Amaresh నా స్థలం విషయంలో కలెక్ట్ చేసుకున్నావంటే ప్రాణాలు తోడేస్తా అది మీ తాతగారి స్థలం అనుకున్నావా కుర్ర కుంక ఎక్కడుండాలో అక్కడుండరా బచ్చా బచ్చా <laughs> ఆనాడు కృష్ణుడు కూడా కుర్రాడిగా ఉంటూనే మామ కంసుడు అంతు చూశాడన్న విషయం గుర్తుంచుకోరా లుచ్చా రోజులు మారాయిరా ఇప్పుడంతా కబ్జాదారులదే రాజ్యం చిచ్చా చిచ్చా అంటావా రాయ్ ఏదో రోజున నా చేతిలోనే నీకు మూడిందిరా టచ్చాబర్దార్ అంతా బాగుంది కానీ స్క్రిప్ట్లోనే నా తిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అట్లా మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసి చెప్పకూడదు సరే టేక్ చేద్దామా రెడై రెడై ఇప్పుడు పడ్డ కష్టమంతా రేపు ప్రతి ఫ్రేమ్లోనూ కనపడుతుంది అందుకే ఇంకా కష్టపడదాం అనతి కాలంలో అతిగా కష్టపడి మా ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ సాధించారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది టేక్ ఇట్ మీరెక్కడికెళితే అక్కడికి మా అమృత విలాస్ రుచులు వెంటాడతాయి దీంతో మనం ఎంతో ఎత్తుకెదిగిపోయినట్టు హోటల్ బిజినెస్లో ఎవరెస్టే ఎక్కేసినట్టు ఎంత మంచి కళ అవును మనం ఎప్పుడెప్పుడు యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేద్దామా అని ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఏంట్రా కనబడరు ఇక్కడ నేల మీద నిజ జీవితానికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్తో వచ్చాం ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ మేమేం చేయాలి వెరీ సింపుల్ మీరు రోజు చేసేదే చేయాలి కటింగ్ కుకింగ్ సర్వింగ్ దాన్ని మా పద్ధతిలో మేము నీట్గా ప్రజెంట్ చేస్తాం కాకపోతే చిన్న తేడా లైట్స్ ఉంటాయి కెమెరా ఉంటుంది అక్కడికి వెళ్ళి టాప్ యాంగిల్లో కెమెరా పెట్టు ఆర్టిస్ట్ ఇటు ఈ గెటప్లేంటి సరే మీరండి నేను నేను ఏం లేదు వెరీ సింపుల్ ఈ కత్తితో మీరు ఉల్లిపాయలు తరుగుతుంటారు అంతే ఓకే ఓకే రెడీ ఎక్కడికి మార్చేశాను కట్ చేయడం వరకు రామ్ రెడీయా రెడీయా ready roll camera rolling sir action వద్దు కత్తితో పోయండి కట్ మీరు ఈ గ్రైండర్ లో నీళ్ళు చల్లాలి ఓకే ఓకే ఓకే రామ్ రెడీయా యాక్షన్ చుట్టూ చుట్టి వచ్చావా చూపులతో నన్ను కాల్చావా చుట్టి చుట్టి వచ్చావా చుట్టి చుట్టి వచ్చావా మీరు ఈ కి దోశ సర్వ్ చేయాలి ఓకేనా okay ready action Yeah, yeah, yeah, yeah. Yeah, yeah, yeah. మీరు ఈ షాట్లో కుక్కర్లోంచి ఇడ్లీ తీసి బయట పెట్టాలి చేద్దామా ఓకే మీరు రెడీయే కదా రెడీ యాక్షన్ మీరు ఇడ్లీ తీసుకెళ్ళి ఆ టేబుల్ సర్వ్ చేయండి ఓకే ఇది క్లోజ్ షర్ట్ పెట్టండి గుర్రం లేదుగా సరే సరే రండి రెడీ రామ్ అంతా ఓకే కదా యా యా ఏమండి రెడీయా ready roll camera rolling sir action చలో పంచ కళ్యాణి చల్లారకు ముందే సర్వ్ చేయాలి కట్ వెరీ గుడ్ చాలా బాగా చేసావురా ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడంలో జిమ్ క్యారీ అనిపించుకున్నావు ఓకే ప్యాకప్ ఏంటండి డైరెక్టర్ గారు ఫైనల్ ప్యాకప్ అవునండి హోయ్ బాబోయ్ చాలా అలసిపోయాం రా థర్టీ సెకండ్స్ యాడ్ కోసం త్రీ డేస్ త్రీ నైట్స్ కష్టపడాల్సి వచ్చింది అమ్మో యాక్టింగ్ అంటే ఏమో అనుకున్నా ఇంటర్నేషనల్ గేమ్స్ లో పాల్గొన్నట్టే కాకపోతే కష్టానికి దగ్గర ఫలితం ఉంటుందిరా ఏమన్నా డైరెక్టర్ గారు సార్ ఎలా వచ్చింది నేను తీయటం బాగా రావకపోవడమా ఫ్రేమ్ ఫిక్స్ చేశానంటే ఇంచు కూడా తేడా ఉండదు డైరెక్టర్ గారు పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడైపోతుందండి ఏం లేదండి ఎప్పుడెప్పుడు చూద్దామని మాకు ఉబలాట జస్ట్ ఫోర్ డేస్ మీకు చూపించేసి వెంటనే టెలికాస్ట్ పంపించాలి అంటే టైం కూడా లేదు కదా <laughs> సరే ఉన్నా మరి థ్యాంక్ యూ ఒరే అమృతం టైం అవుతుంది తొందరగా సన్మానం ఆరు నలభై ఐదు కన్నావు కదరా ఓ అరగంట ముందెళ్తే నష్టం ఏంట్రా అవును బాబు మన స్టూడెంట్స్ కూడా అదే కోరుకుంటున్నారు మా ఇన్స్టిట్యూట్లో క్రాష్ కోర్స్ అయిన మర్నాడే మోడల్స్ గా మారిన మొట్టమొదటి స్టూడెంట్స్ మీరే కదా మీకు సన్మానం చేయాలనే ఆతృతే కాదు ముందు మీతో ఇష్టాగోష్ఠి జరపాలని చాలా ఉత్సాహపడుతున్నా సో మిమ్మల్ని తీసుకెళ్దామని హలో హలో సార్ నేను A to Z ad agency డైరెక్టర్ని టీవీలో మీ యాడ్ చూసుకున్నారా ఏది ఇంకా మీరు చూపించందే అయ్యో ఇప్పుడే టీవీలో టెలికాస్ట్ అయింది చూడలేదా అప్పుడే టెలికాస్ట్ అయిందా మేం చూడకుండానే ఏం పర్లేదు సార్ ప్రోగ్రాంలో ఇంకా ఫస్ట్ బ్రేక్ అయింది ఇంకో బ్రేక్ ఉంది అందులో కూడా వస్తే చూడండి అయినా అసలు మాకు చూపించకుండా ఎలా పంపించారు సార్ సారీ సార్ చిన్న చిన్న ఎఫెక్ట్స్ వాటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది టెలికాస్ట్కి అమౌంట్ ముందుగానే కట్టేశాం సో టైం లేక స్టూడియో నుంచి డైరెక్ట్గా ఛానల్ ఆఫీస్ పంపించాను ఓకే ఓకే సెకండ్ టైం అయినా మిస్ కాకుండా చూస్తాం అరే అంజీ అసలు విషయం అర్థమైంది యాడ్ చూసుకునే వరకు నువ్వేం మాట్లాడకు ఓ మీరు యాడ్ చేసిన యాడ్ టీవీలో టెలికాస్ట్ అవుతుందా ఓ నేను వెంటనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మన బ్యాచ్ అందరికి ప్రొజెక్షన్ టీవీ అరేంజ్ చేస్తాను ఓకే సరే మీరు ఇక్కడ చూసినట్టునే బయలుదేరి వచ్చేస్తాం okay bye see you bye అరే అంజీ టీవీ ఆన్ చేయరా అరే అంజీ వెళ్ళా డోర్ వేసి నువ్వు ఆ కిటికీలు మూసేయి ఇక మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదుగా ఆ ఫోన్ తీసి పక్కన పెట్టు ఎందుకు ఎక్కువ కాల్స్ వస్తాయి ఓ మనది మనం చూసుకున్న ఆనందం కొంచెం సేపైనా గా అనుభవించాలి ఫోన్ కాల్స్ ఫ్యాన్ కాల్సే పీడించకుండా అవునవును శుభోదయాలు అమృత విలాస్తో మొదలవుతాయి శుభరాత్రులు అమృత విలాస్తో ముగుస్తాయి అమృత విలాస్ అన్ని వేళలా మీ Annapurna main road film Nagar Hyderabad మన మొహాలేవురా దీనికి తోడు పదిహేను వేలు తగలబెట్టి ట్రైనింగ్ ఒకటి ఫోన్లే పదిహేను వేలు పోతే పోయింది సన్మానం అన్న దక్కింది హలో ఓ సారీ సన్మానం క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయిందా ఎందుకు కనిపించని కారణాల వలన